టూ మచ్ అనమాట టూ ఎన్ని ఇయర్ అయితే ఇంకా వీరస్టైన్ ఫామ్ ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు టోర్నమెంట్ ఇప్పుడు ఎల్ఏ ఆడుతున్నారు ఎల్ఏ వెళ్తున్నారు క్యాప్టెన్ ఎంఎస్సిఎల్ టీమ్ క్యాప్టెన్ మ్యాథ్స్కి అదే అందులో మీ ఒక నలుగురు పటేల్స్ ఉన్నారు ఈ పటేల్ కూడా ఉన్నాడు good one good one Sunil ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు అక్కడ ఆడుతున్నాడు అవునా అవునా నలుగురు పటేల్స్ ఉన్నారు అయితే అచ్యుత్ పటేల్ వచ్చి ఏంటంటే వాడు మొన్న ఇది అవుతుంది లీగ్ అవుతుంది మైనర్ లీగ్ అక్కడ కూడా ఆడుతున్నాడు అక్కడ టీవీలో వచ్చాడంట మొన్న ఏదో విల్లో టీవీలో వస్తున్నాడు లైవ్ అయితే వరుణ్ చూశాడంట అందులోని అచ్యుత్ పటేల్ కనిపించాడంట వాడు యాక్చువల్ అందుకే ఇప్పుడు ఇయర్ వాల్సింగ్ ఉండి మన ఒక్కగే మారాడు నేను నాకు ఒక్కరికే కొట్టాడు కదా ఆ ఒక్కగే మారాడు ఒక్కకే మిగతా గేమ్స్ అన్నీ లేదు వాడు అక్కడ ఉన్నాడు దీంట్లో మైనర్ లీగ్ మైనర్ లీగ్ చేస్తాడా మైనర్ లీగ్ పాపులర్ అవుతుంది మంచిగా ఇప్పుడు బాగా అన్నీ వస్తున్నాయి షారుఖ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు వాడు ప్రతి కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు క్రికెట్ని మనంతే వాడు బిజినెస్ ఇంకా వాడు రెడ్ చిల్లీస్ అని పెట్టి ఆ రెడ్ చిల్లీస్తో వాడు మొత్తం అన్ని బిజినెస్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఇండియా ఇండియాలో ఐపీఎల్ ఫుట్బాల్ టీం ఉందో తెలియదు కానీ ఈ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు ఏదో అనుకుంటా కదా సౌత్ ఆఫ్రికా కోల్కతా వాడు తీసుకుంటా ఉందా? అనుకుంటా కోల్కతా ఉందా ఓన్లీ ముంబై ఇట్స్ ఓకే उधर से एक्चुअली ये नहीं आ रहा है बॉलर भी center. Good stop, buddy. Good stop. Wider, yeah. Pace is just constant. Good one. Good call. Good call. Good call, Sunil. Good call. Last అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే వస్తుంది అనుకుంటా నేను మొత్తం ఏం పెడదాం అనుకున్నా కానీ పొద్దున్న మనకి హడావడి అయిపోయింది మన ప్రాక్టీస్ అవగానే టాస్ అయిపోయి టకటక పరిగెట్టాము అండ్ ఎన్సీఎల్ గేమ్ ఉందని ఇంకా స్టార్ట్ చేశారు Come on, boys. Come on, boys. Come on, boys. Yes. Come on, make some noise, boys. Batting, batting. Excellent, excellent, boys. Great bowling, Sanjay. Great bowling, boys. మీరే కొట్టింది బ్రదర్ సంజయ్ ప్రభు ప్రసాద్ ప్రభు అవునా తెలియదు నా ఫేస్ కలవరా కానీ ఇద్దరు కన్నడ తెలుసు ఇక్కడే ఉంటాడు మోస్ట్లీ నాకు మనం విషయాలు అన్నప్పుడు వీడు లెఫ్ట్ స్టాండ్ అయ్యింది గుర్తుందా ఇద్దరు అయిపోగానే మనం టెన్ అవర్స్ ఫైవ్గా సరిపోయి చాలు కూడా మన నవీన్ గారు వచ్చి మొత్తం నాలుగు అవర్లో చేంజ్ చేశారు గేమ్ ఆ నవీన్ లేకపోతే అది గేమ్ అప్పుడే అది కదా ఒక్క ఏరియానే అసలు పెడుతుండే అట్లా పెడుతుండే దుప్ప ఆ ఏరియాలోనే మనం బౌలింగ్ వచ్చాడు మన స్పేస్ వస్తే స్క్రీన్ గారికి బాగుంటుంది కోరింత ఏమంటారు భాషను ఎక్స్పీరియన్స్ అంటారు లాస్ట్ అయ్యారు పద్దెనిమిది నలభై కొట్టాడు ఐదు కొట్టాడు అంతే హండ్రెడ్ అలా అంతే అందుకే మెల్లగా మెల్లగా వికెట్ పెట్టుకుంటే వీడు వీడు నైస్ బ్యాటింగ్ నైస్ బ్యాటింగ్ మేము తిరిగి ఆడతారు ఎంసీఏలో మరాఠీ టీం ఉంటుంది పేరు వచ్చి దానికి ఆడతారు మాతో ఆడాడు యూజ్ ఆడాడు మా ఓవర్ తిరిగి తిరిగి అందుకే తిరిగి అన్నారే ఫస్ట్ బాల్ తీసుకొట్టాడు మళ్ళీ అట్టేస్తాడు అన్నాడు మళ్ళీ అట్టేస్తాడు అట్టే తిరిగి కొట్టాడు shot shot run run run good running good running good running pace కదా మిగతా అంత పేస్ కదా అందుకే కరెక్ట్ వచ్చింది ట్రై చేస్తుంది షార్ట్ కనెక్ట్ అవ్వలేదు అంత పేస్ లేదు వీడి మంచి పేస్తో అంత కనెక్ట్ అయింది పేస్ పేస్ మారాడు బౌలింగ్ యార్ వెల్ బౌల్డ్ యార్ అక్కడ చూసా అక్కడ good batting good batting excellent excellent తెలియదు అప్పుడు ఆడినట్టు చవట్ బ్యాండ్ ఇలా వాటర్ వస్తుంది ఏం జరిగితే ఎక్కువ వస్తాయా బాగా అందుకే ఇది పెట్టుకుంటే నాకు లెన్స్ పెట్టుకుంటాయి కదా ఇంకా సన్ స్క్రీన్ రాసుకున్నా లేదా చోట ఎలా సడన్గా కంట్రోల్ పడింది అనుకో ఆ హాల్ట్ది లెన్స్ వల్ల మంచుతుంది అందుకోసం నేను ఏంటంటే కంపల్సరీ పెట్టుకుంటా బ్రాండ్ అది బెస్ట్ ఇక లేకపోతే అది అందులో వస్తుంటుంది ఆ చోట ఇండియాలో అయితే నాకు ఎంత చోట వస్తుందో ఊరికి వస్తుంది ఇండియాలో ఊరికే నాకు చోట వచ్చేస్తుంది గుడ్ రానింగ్ గుడ్ రానింగ్ నేను ఊరికి నడుస్తా నెక్స్ట్ ఆఫీస్ పొద్దునే ఫ్యాన్ చేసి మంచిగా రెడీ అవుతా కదా మంచి T shirt shirt pant shirt వస్తా ఆఫీస్కి వెళ్ళేది అంటే ఆ ముందులో ఏంటంటే అప్పుడు బంద్ లేదు నేను పూణేలో ఉన్నప్పుడు బైక్ ఇంకా నాది ట్రాన్స్ఫర్ అవ్వాలి ఆర్టీఐ అంత ఆర్టీఐ అవ్వాలని అది చేయలే నెక్స్ట్ మంచి రెడీ అయ్యి అక్కడ నుండి ఆటో స్టాండ్ కూడా వచ్చిపోతుంది చాలు దానికి అంత చమట చమట ఆటో కూడా కూర్చుంటే కొంచెం బాగుంటుంది మళ్ళీ ఆఫీస్కి అక్కడ మళ్ళీ మంచి అవట ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ డైరెక్ట్ రెస్ట్ డైరెక్ట్ ఆఫీస్లో ఫస్ట్ రెస్ట్లోకి వెళ్ళి చెమట కొంచెం ఆర్చుకొని మాల్ నడుచుకొని అప్పుడు వెళ్ళి కూర్చొని చేసిలో వన్ టూ అవర్స్కి తగ్గుతా ఆఫీస్లోనే ఇది రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా లైక్ స్నానాన్ని కూడా పెడతారు కదా అవి ఉంటే మంచిగా ఇక లేచి అడిపోయి అన్నీ స్నానం చేసుకోవచ్చు అప్పుడు చెమట క్యాచ్ మిస్సా ఈజీయా యా చేతులకు వచ్చింది అయ్యో అయ్యో అయ్యో అట్లా చేయదు స్లో బాల్ స్లో బాల్ వేసిండా slow ball good try PP good try యార్ ఇది ధైర్యం లేదు లేటుగా రాలేదు స్కిడ్ అవుతుందా బాల్ స్కిడ్ అందలేదు లాస్ట్ పాయింట్ పాయింట్లో చూద్దాం రికార్డ్ అయిపోయింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ మళ్ళీ టూ ఫోర్ ఈసారి ఫోర్ ఈసారి హార్డ్ లక్ ఏ boss I D I didn't expect this one to go four నాకు మ్యాక్సిమం దూరం ఇట్స్ ట్రై నౌ ఓయ్ ఇంకో four good shot good shot Dinesh good shot వీరు ఇప్పుడు జయన్ క్రాస్ చేస్తారు అనుకుంటా ఇంకా అంటే ఇంకా అంటే ఇంకా గేమ్స్ ఉన్నాక మనకి hmm. కానీ ఏంటంటే ఈ గేమ్తో మేబీ వీడు score thirty two thirty two రా Sunil thirty two We are recording, okay? Three balls ఉన్నాయి ఇంకా త్రీ బాల్స్ బాల్గా పరిగెడుతుంది ఇప్పుడు వైడ్ వైడ్ వైడ్ इल्लो लाइन పెట్టాను रीजली इधर इल्ला One is very straight. हाँ यही वही बोल रहा मैं जब हम लोग बॉलिंग कर रहे थे స్ట్రిక్ట్ ఉంది I was I was discussing with him the same ఇది గ్రౌండ్ ఇంకోటి అయ్యో వెళ్ళిపోయింది, ఇంకో four. అది good shot bowling change वीरे అనుకుంటా లెఫ్టీ బ్యాట్స్మెన్ కాదా దివిస్ మరి నేనే లెఫ్టీ ఆ lefty bowl lefty batsmen bowling bowling left తిరిగి కొడతాడు ఇరిగిన బాగా షాట్ బౌలర్ కంటే షాట్ లెఫ్ట్ హ్యాండ్ అతను బాగా ఆడాడు కదా అసలు ఇట్లా అంత టైం ఎట్లా దొరుకుతుందో ఇరగాల్సి కొట్టింది యాక్చువల్లీ ఆ షాట్ ఆయన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆడుతున్నాడు ఇప్పుడు బాగా ఆడుతున్నాడు ఇంకా త్రీ ఫోర్ నేను ఆయనతో ఇప్పుడు ఆడాను ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్లో ఆడా ఈ షార్ట్ నాకు ట్రై చేస్తాను నేను అప్పుడు పెన్సిల్ ఆడాను షార్ట్ ట్రై చేస్తే నేను ఫుల్ ఆర్డర్ కాలు తడ్డేసేవాడు కాలు తడ్డేవాడు బాల్ తగలపోతే అలా ట్రై చేసి ట్రై వికెట్ అయితే కాపాడుతాడు ఇప్పుడు ఆయన ఇంకా బాగా ఆట నేర్పాడు అలవాటు ఆడి ఆడి practice good ball good ball ఫుల్ తిన్నా ఎవరు తెచ్చే bananas Good one, good one, Niku, నువ్వు yeah. తెచ్చావు Let him play that Y one. అవి కొంచెం యా. ఇంకా రైప్ కానీ యా, ఏం తెచ్చిండే చూడు ఫైవ్ అవర్స్ థర్టీ సెవెన్ ఇంత పిండి కాబట్టి అంత అంత చెప్పటే గుడ్ యాక్చువల్ నువ్వు వేసుకోవడం ఇంకా లేదు అందేకపోతే ఆ కళ్ళకే పోతాయి కదా అందుకే నేను మళ్ళీ ఇలా తుడుచుకున్నాడు కంటిన్యూస్గా చిరాకు వస్తుంది మండుతుంది కదా ఇక్కడ ఒకటి పెట్టుకో ఇక్కడ అది అది కూడా అంటే ఎంత చేస్తాం అది తడిసిపోతుంది అంత సాఫ్ట్ ఉండదు కదా చమ- అలాగ కారుతుంటుంది పుస్తు ముందు ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాను కొన్ని ఇక్కడ బ్యాండ్ వేస్తున్నాను ఎందుకంటే ఫుల్ చెమట వస్తుందని అప్పుడు ఈ బ్యాండ్ వేస్తున్నాను కాదు హెయిర్ బ్యాండ్ ఓకే ఓకే తర్వాత ఇంకా అలా కాదు హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలంటే హెయిర్ బ్యాండ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు అప్పుడు హెయిర్ బ్యాండ్ మంచి దొరకలేదు ఇది కూడా చూడు ఏదో ఇలా అమ్మాయిలా అనిపిస్తుంది కానీ అబ్బాయిలు ఇది ఇది ట్రిప్ కోసం అన్నట్టు బయట ఇప్పుడు వాళ్ళు కొన్నాను ఐడియా నైకి చూడాలి కానీ నాకు మొన్న ఒకటి దొరికిన టార్గెట్లో అది మంచిది తీసుకున్నా కానీ నేను పాతవి ఇవి యాక్చువల్లీ అబ్బాయిలు ఉన్నాయి ఫోటోలు చూసి అబ్బాయిలు ఉన్నాయి టార్గెట్ అమెజాన్లో ఇలాంటివి కొన్నా ఇది బాగానే ఉంది ఇది బాగా హక్ చేస్తుంది అమ్మాయిలదైనా ఇది ఉంది ఇది అబ్బాయిలదే కొన్నప్పుడు ఫస్ట్ చూసిన ఫోటోలు బౌన్స్ వచ్చింది బాగా బౌన్స్ వచ్చింది వికెట్లో bounce Checking the cameraman, I think it was it. I say we bring our Come on, backpacks, Raj. our tent. Over throw Backup game ఏం రాలేదు గట్టిగా ఫస్ట్ బాల్ అంటే అన్నాడు పాయింట్లో వాడికి అక్కడ కొట్టే లెఫ్ట్ సైడ్ వచ్చాడు సగం దాటి చూడండి అసలు కనౌట్ అయింది కదా ఫస్ట్ బాల్ చేతిలో ఫస్ట్ బాలే Good running. Good, good, good one, good one. Good bowling, Raj. Good bowling, buddy. Come on. Keep it tight, boys. Go back to your position, guys. Go back to your position. Remember where you are fielding. యాభై కొట్టేస్తే ఈజీ Shot Shot రా. సీదా పోయింది అది. Good catch, BK. మొత్తం కొంచెం గట్టిగా కొట్టే ఉండే కొట్లే అనిపించింది గట్టిగా వాడు ఆ షాట్ ఆడు ఇవి బాగా ఆడతాడు cover cover straight long off చాలా స్ట్రాంగ్ గట్టిగా ఆడతాడు కింద పెట్టేది నేను ఓకే ఓ ఇది మూవ్ చేద్దామా చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు నీ కాలు ఓకే మంచిది అన్న చెప్తున్నాడు నేను అన్నతో రోజు మాట్లాడుతున్నాడు కాల్ కోసం ఇంప్రూవ్ అవుతుంది మరి ఇది చేస్తున్నాయి ఏది ఇది ఇంకా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలి అంతా డైలీ చేయట్లా